కీర్తనలు నూరు ఒకటి నుంచి ఐదు సమస్త దేశంలారా హోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషంతో హోవాను సేవించుడి ఉత్సాహధ్వని చేయచు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకోండి ఆయనే మనల్ని పుట్టించును మనం ఆయన వారము మన మన ప్రజలం ఆయన మేపు గొర్రెలం కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి కీర్తనలు పరచు ఆయన ఆవరణలోనికి ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన ఆమెను గనపరచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యం ఉండును ఆయన సత్యము తరతరములుండును